దివ్య వనమొకవైపు వైపు నడుమ పాదఘట్టం ఇక్కడ అందరూ సౌమ్యులు పూజలు పునస్కారాలు చేసుకుంటూ కష్టాలు వచ్చినప్పుడు అమ్మోరు తల్లి మీద భారం వేసి బిక్కు బిక్కుమని ఉంటామేమో అని పొరపడి ఉండొచ్చు ఆపదొస్తే ఆడతల్లే మాలో ఆవాహించి ముందుకు పంపుద్ది ధర్మస్థలి ఆ ధర్మస్థలి ఎలా అవుతుంది బురదకట్టం గుండెల మీద మోపిన కాళ్ళు ఇంకా చచ్చుబడిపోకుండా ఉన్నాయంటే ఇంకా ఏం చూడాలనుకుంటుందోనయ్య మహాతల్లి పాతకట్టం వాళ్ళ గుండెల మీద కాలేస్తే ఆ కాలు తీసేయాలంట కాకపోతే అది ఏ కాలా అని ఊళ్ళోకొచ్చి ఒకిద్దరు ముక్కు మొహం తెలియని నా కొడుకుల్ని కొట్టి ఏదో చేసేసాననుకుంటున్నావా నేనొచ్చానని చెప్పాలనుకున్నా కానీ చెయ్యటం మొదలు పెడితే सिद्धा जेलसामी को कॉमरेड